blood. kill. అంటే మీ హీరో ఓడిపోయాడా ఓడిపోయాడు ఇప్పుడేం చేస్తాడు మీ hero will he give up గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది First Blood. Double kill! ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకొచ్చాడు ఆడి కొడుకొచ్చాడని చెప్పు kill. ఇదోటి తలలో పెట్టుకో ఎప్పటికే నేను ఇక్కడ బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే ఏలేయడానికి వచ్చినా తగ్గేదలే First Blood. kill! కంటపడ్డావా కనికరిస్తానేమో ఎంటపడ్డానా నరికేస్తావో బా First Blood. kill. నా మీద గెలవాలనే నీ తాపత్రయం నాకు చాలా బాగా నచ్చిందిరా కానీ ఓడిపోవడం నాకు అలవాట్లేదు blood. First Blood. First Blood. Double kill. First blood. నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి దానికి ఎవరు అడ్డొచ్చినా no loss no rules kill.